నమస్కారం this is Sivakrishna you nineties skip ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా గత కొన్ని రోజులుగా ఈ ఫ్యూయల్ ప్రైజెస్ అనేది చాలా ఎక్కువైందండి there has been sky rocketing increase in petrol and diesel prices all over India ఒకటి చెప్పండి ఫ్యూయల్ అనేది ఈ వరల్డ్లో ఏ ఊర్లో చాలా తక్కువ అండ్ దట్ టూ ఏ ప్రైస్ ఉంటుంది మీకు మీరు గెస్ట్ చేయగలరా మన ఊర్లో presently it's around eighty two eighty two to ninety five rupees మధ్యన ఉంది depending on various cities in the in India but Venezuela అనే ఊర్లో petrol prices and diesel prices వచ్చి ఎంతని గెస్ట్ చేయగలరా one rupee one rupee and fifty paise approximately దేనివల్ల వాళ్ళ ఊర్లో ఇంత తక్కువ మన ఊర్లో ఇంత ఎక్కువ అని మీ క్వశ్చన్ రావచ్చు it's natural I'm good explain about this in this video basically మన ఇండియా ఇండియాలో అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్కువ మనకి వాటర్ మనము బోర్వెల్ డిగ్ చేస్తే వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ మన ఇండియా ఇండియాలో due to the nature of the soil nature of the underground rock మన ఊర్లో అదే మిగతా కంట్రీస్లో లైక్ వెనిజులా ఇరాన్ ఇట్లాంటి కొన్ని కంట్రీస్లో వాళ్ళు వాటర్ కోసం బోర్వెల్ వేస్తే ఆడొచ్చి they will find gas and crude oil I mean the petrol diesel అని ఇవి దొరుకుతాయి వాళ్ళకి బికాస్ అలాంటి ఊర్లో వచ్చి ఈ ఆయిల్ అనేది చాలా ఇయర్స్ ముందు కింద కిందనే స్టోర్ అయిపోయి due to that what you say extension of all these fossil fuels and and all these మీరు చదివింటారు ఎలా ఫామ్ అవుతుందని చెప్పి ఈ పెట్రోల్ డీజిల్ అన్నీ so these are found these are found abundance in those countries so వాళ్ళకి వచ్చి ఫ్రీగా వాళ్ళ ఊర్లో వచ్చి వాటర్ కన్నా పెట్రోల్ డీజిల్ ఎక్కువ దొరకడం వల్ల that too it it is free and very cheap over there Venezuela అనే ఊర్లో బట్ మన ఊర్లో కూడా ఇంత ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ జూన్లో ఒక డేటాలో స్టడీ చేసింది ఏంటంటే ఆ రోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో పెట్రోల్ ప్రైస్ వచ్చి ట్వంటీ టూ రూపీస్ ఉంది కానీ it was sold at seventy six point nine nine per litre seventy six నుంచి ట్వంటీ టూని మైనస్ చేయండి ఎంత వస్తుంది it's around fifty fifty six around fifty four rupees దేనివల్ల మనం ఎంత ఎక్సెస్ కడుతున్నాం it's it's basically dealers commission అనేది త్రీ రూపీస్ సెంట్రల్ ట్యాక్స్ అనేది thirty two rupees state tax అనేది సెవెంటీన్ రూపీస్ ఇదంతా క్లబ్ చేస్తే nearly we're paying around fifty two rupees extra for the price of fuel ఆ రోజు ఉండే ఇంటర్నేషనల్ గ్లోబల్ మార్కెట్ ఫ్యూయల్ ఉండే ప్రైస్ కన్నా we're paying fifty rupees extra ఈ ట్యాక్సెస్ వల్ల these taxes are nothing but those are taxes imposed by our governments and in our country especially centre on the state government so అదంతా తీసేస్తే the price around twenty two rupees not bad twenty two అనేది మనకి ఇప్పుడు వచ్చే మనకు ఉండే ఎకనామీలో it's not a big rate and that too ఈ మార్చ్ కరోనా వైరస్ తర్వాత ఎంత హైగా ఎఫెక్ట్ అయిందో తెలుసు all sorts of sectors and all the economies and all the business and jobs are gone it's the entire market has crashed from since March అయినా మనకి ఫ్యూల్ ప్రైస్ అనేది ఎంత ఎక్కువ ఉంది ఎందుకంటే ఆ మధ్యలో అసలు వెహికల్సే తీయలేదు అండ్ దట్టు ఎక్కువ పీపుల్ కూడా ఎక్కడికి ఇక్కడిక్కడికి తిరగలేదు అండ్ అండ్ ఫ్యూల్ అనేది కూడా ఎవరు యూజ్ చేయలేదు so why it's so much higher the higher side ఎందుకంటే అప్పుడు తగ్గిన రేట్స్ని భర్తీ చేయడానికి ద ఎకనామీ ద ఎకనామీని రివైవ్ చేయడానికి the central is imposing all these taxes on us అంత బిలో జీరో కూడా వెళ్ళినాయండి ప్రైసెస్ ఈ కరోనా వైరస్ టైంలో ఇంటర్నేషనల్ మార్కెట్లో అక్కడ ఉండే ప్రైజెస్ అంత తక్కువ ఉన్నా మనకి ఇంత ఎక్కువ ఎందుకు అమ్ముతున్నారు పెట్రోల్ని it's nothing but the taxes impose by us on our on us by a country నేను చెప్పినట్టు two hundred and twenty seven percent taxes ఎక్కువ ఉంది compare to the normal rate of the petrol as I say twenty two ఉన్న పెట్రోల్ని సెవెంటీ సిక్స్ రూపీస్కి అమ్ముతున్నారు it is two hundred and twenty seven percent higher than the nominal rate of petrol and diesel so what can we say more by the function of our government దీంట్లో అది కాకుండా సెస్ అనేది ఒక ట్యాక్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు సెస్ అనేది నేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను it's a form of tax charge levied over and above the base tax liability for tax payer It is, it is usually imposed additionally when a state or the central government looks to raise funds for a specific purposes ఇప్పుడు రీసెంట్గా బడ్జెట్లో కూడా సమ్ కొన్ని మార్పులు అయినాయి ఏదో కొన్నిటికి సెస్ అనేది పెంచుతున్నారు కొన్నిటికి తగ్గిస్తున్నారని సో దానివల్ల పెట్రోల్ డీజిల్ రేట్స్లో ఏం పెద్ద మార్పు లేదండి it's more less the same and that too ఇప్పుడు నేను చెప్పిన poor countries Venezuela Iran I mean Iran నుంచి నడుపుకోండి కేప్ టౌన్ సౌత్ ఆఫ్రికా ఇట్లాంటి పెట్రోల్ క్రూడ్ ఆయిల్ ఎక్కువ ఉన్న కంట్రీస్లో వాళ్ళకి వాటర్ అనేది చాలా కష్టమైపోతుంది బికాజ్ ఆ bottle water cost around three dollars in those countries అదే మన ఊరికి కన్వర్ట్ చేస్తే ఇట్స్ అరౌండ్ త్రీ డాలర్స్ అంటే it's around two hundred and thirty to two hundred fifty rupees మధ్యలో అక్కడ ఫ్యూల్ అనేది అంత తక్కువ ఉంది వాటర్ అనేది అంత ఎక్కువ ఉంది బట్ హియర్ వాటర్ అనేది తక్కువ ఉంది ఫ్యూల్ అనేది ఎక్కువ ఉంది మన ఇండియాలో అండ్ దట్టు చూసారు కదా ఇప్పుడు ఇంత డిఫరెన్స్ ఆఫ్ ట్యాక్సెస్లో you know why a common man is been subjected to such high amount of taxes by the government and he's he ends up paying 227% of tax higher than what the actual rate is. So the government to, should take should take some important steps, eradicating steps to reduce these fuel pri- prices and because for anywhere we go we need fuel and fuel and energy it's a basic commodity in our daily lives and if it goes and if it goes up to this rate and the two including the economy coronavirus uh, problem wala i don't think we can survive so much without this fuel and going into the other thing so that's the thing even countries like dubai saudi arabia atlantic countries low fuel is chala cheap కానీ bottle water is a luxury this places ఒక బాటిల్ ఆఫ్ వాటర్ మన ఊర్లో it's around one litres around twenty rupees fifteen to twenty rupees అక్కడ it's around two to three dollars and by two thousand twenty దుబాయ్లో ఉన్న వాటర్ రిజర్వ్స్ అన్ని అయిపోతాయని ఒక సర్వే చెప్తుంది there will be no more water in the in the in that country and ఇంకా కొన్ని ప్లేసెస్లో లైక్ పువర్ కంట్రీస్ ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో Cape Town South Africa and Venezuelan ప్లేసెస్లో sewage row Inchi they are uh, taking that water and they are purifying that water and they are drinking దీనివల్ల హెల్త్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో you can you know it so I sincerely request the government to reduce the fuel prices and propose a new law for this ఆ రోజు ఉన్న ఫ్యూల్ ప్రైసెస్ వరల్డ్ మార్కెట్ ఉన్న ఫ్యూల్ ప్రైసెస్ ఎంత డిఫరెన్స్ ఉందో మీరు చూసారు so kindly take this in to consideration and reduce it and this is my video for today thank you guys for watching if you like the content please subscribe to the channel and i will post some links regarding this water and the oil crisis in the world kindly check that out and post your valuable comments thank you this is Shiva Krishna signing off See you.